లోకం మీకు తుపాకి ఇచ్చిందే నాకు గొడ్డలిచ్చిందే ఎవడి యుద్ధం ఆడిదే పుష్ప పుష్పరాజ్ ఎవ తెగ్గేదలే పుష్ప మాదిరి స్మగ్లర్ల ఎత్తుగడ బెడిసికొట్టి పోలీసులకు మూడు వందల కేజీల గంజాయి స్వాధీనం అల్లూరి మన్యంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఈ రవాణాను అడ్డుకట్ట వేయటానికి మన్యంలో పోలీసులు నిరంతరం వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు సోమవారం తెల్లవారుజామున పోలీసుల కళ్లు గప్పి తప్పించటకు ప్రయత్నించిన గంజాయి తరలిస్తున్న స్కార్పియో వాహనాన్ని మారేడుమిల్లి పోలీసులు వెంబడించారు ఇది గమనించిన గంజాయి వాహన డ్రైవర్ వేగంగా నడపడంతో వాహనం అదుపు తప్పి రంపచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్ జలాశయంలోకి దూసుకెళ్లింది వెంటనే పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు వాహనంలో ఉన్న మూడు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కారులో ఉన్న ఒక వ్యక్తి పరారవగా మరో వ్యక్తి రంపచోడవరం ఎస్టీ కాలనీకి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన చూస్తుంటే మన్యంలో చిత్రీకరించిన పుష్ప సినిమాలాగా కనిపిస్తుంది దీనిపై Maredumilli police circle inspector Addanki Srinivasarao ఆధ్వర్యంలో ఎస్ఐ పి రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ దాడిలో గుర్తేడు ఎస్ఐ జ్వాలాసాగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు चालेगा हाय द అదే వాళ్ళు వాళ్ళ ఫాదర్ అలానే మిస్ అయ్యండి అది చేసేస్తే డబ్బులు అది సింగిల్ సింగిల్ డైరీ పడుతుంది డబ్బుల్లో కర్రలు పెట్టి పాయింట్ అదే Kahve yapıyor.